hi friends welcome to my channel ఈ వీడియోలో స్ప్రింగ్ ఆనియన్స్ లేదా ఉల్లికాడలతో కూర ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు ఉల్లికాడలు హాఫ్ కిలో కరివేపాకు రెండు రెమలు నూనె తగినంత ఉప్పు రుచికి సరిపడా కారం మూడు స్పూన్లు జీలకర్ర పొడి ఒక్క స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పోపు కోసం ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ పసుపు కొద్దిగా దీన్ని తయారు చేయ విధానం తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లేదా ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీనిలో నాలుగు నుండి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరేపాకు వేసి అది కూడా వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి కలుపుకోవాలి ఇది మొత్తం ఒకసారి పోపు కలిసేలా కలిపేసుకోవాలి ఇప్పుడు కూరకి సరిపడా ఉప్పు పసుపు వేసేసుకుని మొత్తం కలుపుకోవాలి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని ఎక్కువగా గార్నిషింగ్కి మాత్రమే వాడుతూ ఉంటారు కానీ ఒక్కసారి ఈ విధంగా కూర చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది దీనిలో నేను సపరేట్గా ఉల్లిపాయలు ఏం వాడలేదు ఇదిగో ఇవి ఉల్లికాడలకి బాటంలో ఉండే ఉల్లిగడ్డలు ఇవి మాత్రమే వాడాలి ఎందుకంటే ఉల్లిపాయలు వాడితే ఫ్లేవర్ డిఫరెంట్ అయిపోయి కూర టేస్ట్ మారిపోతుంది చూశారు కదా కూర చాలా వరకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ అలాగే జీరా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ కూర కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కారం మీకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి చూశారు కదా మన స్ప్రింగ్ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది అంతే ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం ఈ కూర అన్నంలోకి చపాతీలోకి అలాగే అన్ని రకాల రోటీస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్ని